సో హలో గాయస్ నేను మీ దామిక్ and welcome to Ruby Xpro gamers ఈరోజు మనం చేయబోతున్నాం ఫస్ట్ టైం మన ఛానల్లో లీక్స్ పైన వీడియో మన ఫస్ట్గా వేడివేడిగా వచ్చే లీక్ ఏంటంటే వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ మన నేను ఏదో మర్చిపోతున్నాను ఎస్ గాయస్ మనం ఇంట్రో మర్చిపోయాం అరే తమ్ముడు ఇంకేం చేస్తున్నావు రా ఇంట్రో స్టార్ట్ చేయాలని తెలుసుగా రా చేసేయ్ ఓకే గాయస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం గంట బటన్ని మాత్రం గట్టిగా ఒకటి కొట్టండి ఓకే మన ఫస్ట్ లీక్ ఏంటంటే ఇదిగోండి గాయస్ మన కొత్త క్యారెక్టర్ దీని పేరు లుక్ వెటా అంట దీని ఎబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్క కిల్కి ఫైవ్ పర్సెంట్ హెచ్పి పెంచిద్దంట గాయస్ మంచినే ఉంది బట్ నేనైతే తీసుకోవాలనుకోవట్లే గాయస్ మీరు తీసుకుంటారా కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది రీచ్ చేస్తాను ఓకే గాయస్ మన నెక్స్ట్ గాయస్ ఇది కొత్త క్యారెక్టర్ హృతిక్ రోషన్ది ఇది బ్రెజిల్ సర్వర్లో లీక్ అయింది గాయస్ అంటే ఇది ఇండియన్ ఫ్యాన్ మేడ్ కాదు నాకు అనిపించి బ్రెజిల్ సర్వర్లో ఎందుకు ఇలా చేస్తుంటారు నాకు అర్థం అవ్వట్లేదు సో గాయస్ దీని పేరు ఈ క్యారెక్టర్ పేరు జై గాయస్ దీని ఎబిలిటీ అయితే మనకి ఇంకా తెలియదు తెలిస్తే నేను పక్క మీకు ఇంకో లీక్ వీడియోలో పక్క చెప్తాను గాయస్ నాకైతే చాలా బాగా నచ్చింది కాదు ఒకవేళ ఇది వస్తే కనుక నేను పక్క తీసుకోవడానికి ట్రై చేస్తాను ఏదైనా చేసి ఎందుకంటే చూడడానికి బాగున్నాడు గాయస్ గాయస్ అండ్ నేనైతే తీసుకుంటా గాయస్ చాలా మంది కూడా తీసుకుంటారు అనుకుంటే ఎందుకంటే చూడడానికి బాగున్నాడు హృతిక్ రోషన్ కదా ఫ్యాన్స్ చాలా మంది ఉండుంటారు తీసుకుంటారు పక్కా నాకైతే బాగా నచ్చాడు గాయస్ నేనైతే పక్కా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను ఒకవేళ ఇది రియల్ అయితే నేను మీకు ఇంకో వీడియోలో చెప్తా గాయస్ ఐస్ ఇది మన కొత్త లోడింగ్ పేజ్ ఇంకా మీకు తెలుసుండొచ్చు హయాటో ఇప్పుడు ఫ్రీ ఫైర్ హయాటోని అది అవేకెన్ చేసేసాడు కెల్లీ లాగానే డ్రెస్ బాగుంది గైస్ హయాటోది అలాక్ వచ్చిన తర్వాత అందరు హయాటోని మర్చిపోయాడని ఫ్రీ ఫైర్ కొత్త చేసినట్టున్నాడు ఓకే బాగున్నాడు గైస్ ఓకే మన నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే సో గాయస్ ఇది మన కొత్త గన్ రాబోతుంది ఆగ్ మీకు పబ్జిలో తెలుసుంటే ఆగ్ అనేది లూట్లో లూట్ డ్రాప్లో వచ్చేది ఇప్పుడు మన ఫ్రీ ఫైర్లో కూడా తెచ్చేసాడు ఇడు బాగుంది గాయస్ ఆగ్ నేను అడ్వాన్స్ సర్వర్ అయిపోయిన తర్వాత రాగానే నేను ఫస్ట్ ట్రై చేద్దామని చూస్తున్నా నాకు అనిపించి ఫ్రీ ఫైర్లో పబ్జీలో ఎట్లా స్ప్రేలాగా ఉండిద్దా ఆగ్ అట్లానే ఫ్రీ ఫైర్లో కూడా ఉండేది కావచ్చు ఓకే నేనైతే వెయిట్ చేస్తున్నా గాయస్ గాయస్ uh, ఇప్పుడు మన uh, చూస్తున్నారు కొత్త గన్ స్కిన్స్ రాబోతున్నాయి ఎం సిక్స్టీది ఏకే ఫార్టీ సెవెన్ది యూఎంపీది ఒక నైఫ్ స్కిన్ uh, కూడా రాబోతుంది ఎందుకు నాకు అర్థమవుతుంది స్కిన్ ఎందుకు నైఫ్ లేదు కదా ఇంకా ఎం టెన్ ఫోర్టీన్ది కూడా రాబోతుంది గాయస్ ఇంకా ఒక గ్రెనేడ్ స్కిన్ కూడా రాబోతుంది గాయస్ ఓకే సో గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇంకా కొన్ని గన్ స్కిన్స్ రాబోతున్నాయి కార్ నైంటీ ఎయిట్ గ్రోజా ఒకటే థీమ్ పైన ఒక five six seven seven seven skins వస్తున్నాయి గాయస్ గాయస్ ఇక్కడ కార్ నైంటీ ఎయిట్ ఉంది గ్రోజా ఉంది విఎస్ఎస్ ఉంది ఎక్స్ఎం ఎయిట్ ఉంది M one eight eight seven second gun skin రాబోతుంది గాయస్ అండ్ బ్యాట్ కూడా ఉంది గాయస్ ఇంకా ఎస్కేస్ కూడా ఉంది ఎం సిక్స్ డ్రాగన్ ఏడబ్ల్యూఎంది ఉంది గాయస్ ఎం సిక్స్టీ కూడా రాబోతుంది ఒక కటానా కొత్త స్కిన్ రాబోతుంది గాయస్ గాయస్ వీడు కొత్త ఒకటే థీమ్ పైన సెవెన్ తెచ్చాడు గాయస్ స్కిన్స్ ఇంకొక టూ సేమ్ థీమ్ పైన తెచ్చాడు కటానా స్కిన్ రాబోతుంది కొత్తది ఓకే నాకు అనిపించే కటానా స్కిన్ ఏంటి ప్రీ ఆర్డర్లు ఇస్తాడు కావచ్చు ఓకే చూద్దాం గాయస్ ఇది ఎప్పుడు వస్తుందో ఓకే మన నెక్స్ట్ అప్డేట్ గాయస్ కొత్త పెట్ రాబోతుంది దీని పేరు తెలియదు కానీ పెంగ్విన్ పెంగ్వినే గాయస్ దీని ఎబిలిటీ ఏంటంటే ఇది గ్లూ వాల్స్ ఇస్తా అంట జనరేట్ చేస్తుంది లెవెల్ పెరిగిన కొద్దీ చాలా ఫాస్ట్గా సిక్స్టీ సెకండ్స్కి ఒక గ్లూ వాల్ ఫస్ట్ అయితే ఫస్ట్ లెవెల్కి వన్ ట్వంటీ కొద్దింత ఎక్కువ సెకండ్స్కి మనము గ్లూ వాల్ తీసుకోకపోయినా పర్వాలేదు గాయస్ ఇన్ని సెకండ్స్కి ఇట్లా గ్లూ వాల్ జనరేట్ చేస్తుంది అది ఓకే బాగుంది గాయస్ నాకు అనిపించింది ఫ్రీగా ఇవ్వడు కావచ్చు ఏదో ఒక టాపప్ ఈవెంట్లో దేనిలో ఒక ఇస్తాడు కావచ్చు ఓకే గైస్ మన నెక్స్ట్ అప్డేట్ గైస్ మన ఫ్రీ ఫైర్లోకి పురుగట్రీ లాగానే బర్ముడాని మొత్తం చేసేసాడు గైస్ ఈ ఫ్రీ ఫైర్డు మొత్తం కొత్త కొత్త ప్లేసెస్ పెట్టాడు యామిగి గార్డెన్ సన్ అదేంటి సైన్స్ ఏదో తెలియదు గాయస్ దాని ప్లేస్ పేరు చేంజ్ చేసేసాడు అబ్జర్వేటరీని అకాడమీ అబ్జర్వేటరీని అకాడమీ చేసేసాడు ఇదేంటి రివర్ సైడ్ని హైడ్రో పవర్ చేశాడు మొత్తం ప్లేసెస్ చేంజ్ చేసిండు దాని స్ట్రక్చర్ అంటే ఏమంటారు గైస్ దాని లుక్ చేంజ్ చేశారు గైస్ అంటే పురుగొట్టి లెక్కనే కొత్త ఎట్లా మనం గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి కావచ్చు గాయస్ ఇది ఓకే గాయస్ గాయస్ ఇది గోండి ఇది ప్రూఫ్ బర్మిడా టూ పాయింట్ రాబోతుందని ఇది క్లాస్ కోడ్ అడ్వాన్స్ సర్వర్లో మొత్తం చేంజ్ చేసేసాడు గాయస్ సత్యం పురుగోట్లు లెక్క గాయస్ ఇదిగోండి మన కొత్త ఇంకుబ్లేటర్ వచ్చేసింది ఇది ఇంకుబ్లేటర్ ఏంటిది బ్లూ ప్రింట్ గాయస్ ఇది నెక్స్ట్ మన ఎం టెన్ ఫోర్టీన్ తర్వాత ఇదే ఇంక్లిబులేటర్ రాబోతుంది దీని పిక్చర్ చూపిస్తా ఇది గాయస్ మన కొత్త ఇంక్లిబులేటర్ రాబోతుంది అంటే చూడ్డానికి బాగుంది మొత్తం క్యాట్ కాంబినేషన్లో వస్తుంది సిక్స్ వస్తున్నాయి guys girls V three boy V three మన నెక్స్ట్ ఇంక్యుబ్లేటర్ కూడా ఉంది గాయస్ గాయస్ ఇది గాయస్ మన నెక్స్ట్ ఇంక్యుబ్లేటర్ ట్రాప్ మీద వస్తుంది ట్రాప్ ఏంటి టీమ్ మీద వస్తుంది గాయస్ ట్రాప్ టీమ్ మీద అంత నాకేం నచ్చలేదు గాయస్ ఇవి కాస్ట్యూమ్స్ అంత నాకేం నచ్చలే అసలు ఆ గోల్డెన్ గాన్ దగ్గర ఒక మాస్క్ ఉంది కదా గైస్ ఒక గోల్డెన్ కాస్ట్యూమ్ది అది బాగా నచ్చింది నాకు చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో గాయస్ ఇవి గాయస్ మన కొత్త పెట్ స్కిన్స్ పైన రెండు ఫ్రీయే గాయస్ బట్ కింద టాప్ అప్ ఇంట్లో వస్తాయి కావచ్చు కానీ నేనైతే తీసుకోవాలనుకోవట్లేదు పెట్ ఫ్రీగా వస్తే మాత్రం పక్కా తీసుకుంటా గాయస్ నేను ఓకే గాయస్ ఇవి మన కొత్త ర్యాంక్ సీజన్ డ్రెస్సెస్ గాయస్ ఫస్ట్ది హీరోయిక్ది సెకండ్ది ది గాయస్ uh, uh, దీని గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బట్ uh, చెప్పాలని చెప్తున్నా ఓకే గాయస్ గాయస్ ఇవి twenty eighth elite pass the theme guys అదేంటో తెలుస్తలేదు ఇది ట్వంటీ నైన్త్ది ఓకే మనకైతే ఇవి లీక్ వచ్చేసాయి కానీ మనకి మనకు అది అవేనా కాదో మనకి ఇంకా తెలియదు గాయస్ ఇవైతే లీక్ వచ్చేసాయి నేనైతే కన్ఫర్మ్ కావు ఇవి అవే అని ఓకే సో ఓకే గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బటన్ మాత్రం గట్టి గేస్ ఒకటి కొట్టండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి